అధిక ఉష్ణోగ్రత ప్రాంతం నుంచి అల్ప ఉష్ణోగ్రత ప్రాంతానికి ప్రయాణించే శక్తి స్వరూపాన్ని మీరేమన్నారు ఉష్ణరాశి అన్నారు సింపుల్గా ఉష్ణం అన్నాం heat is a one form of energy which can flow from high temperature region to low temperature region మరి ఎన్ని రకాలుగా ప్రయాణిస్తుంది అనేది చూడాలి ఇప్పుడు అరే దాన్ని మనం హీట్ ట్రాన్స్మిషన్ అంటాం ఉష్ణ ప్రసారం అంటామండి హీట్ ట్రాన్స్మిషన్ ఉష్ణ ప్రసారం హీట్ ట్రాన్స్మిషన్ ఉష్ణ ప్రసారం ఏదైనా అధిక ఉష్ణోగ్రత ప్రాంతం నుంచి అల్ప ఉష్ణోగ్రత ప్రాంతానికి ఉష్ణం ఎన్ని రకాలుగా ప్రయాణిస్తుందంటే మూడు రకాలుగా ప్రయాణిస్తుంది రైట్ ఏంటి సార్ అని అడిగితే ఆ మూడు రకాలు కండక్షన్ ఉష్ణ వాహనం కన్వెక్షన్ ఉష్ణ సంవాహనం రైట్ రేడియేషన్ రేడియేషన్ ఉష్ణ వికిరణం రైట్ మళ్ళీసారి రిపీట్ చేస్తాను తెలుగులో ఉష్ణ వాహనం ఉష్ణ సంవాహనం ఉష్ణ వికిరణం ఈ మూడు పద్ధతుల ద్వారా ఉష్ణం అనేది ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ప్రయాణిస్తుందంట జనరల్గా మనకి ఎలా ప్రయాణిస్తుందో మనం చూసే ప్రయత్నం చేస్తే ఈ మూడు పద్ధతుల ద్వారా three types of are the three mode of ఈ transmissions conduction convection and radiation process ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం దీన్ని మనం అర్థం చేసుకోవటం కోసం ఈ మూడు పద్ధతుల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ రూమ్ తీసుకుందాం ఎగ్జాంపుల్గా క్లాస్ రూమ్లో స్టూడెంట్స్ వీళ్ళంతా వీళ్ళంతా స్టూడెంట్స్ రైట్ ఇక్కడ క్లాస్ టీచర్ ఉన్నాడు ఏ అనేటటువంటి అతను క్లాస్ టీచర్ రైట్ ఇక్కడ ముగ్గురు టీచర్స్ ఉన్నారు మనకి రైట్ ఇది సెటప్ అంటే ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా అయితే ఇక్కడ ఒక చాక్లెట్ బౌల్స్ ఉన్నాయి రైట్ చాక్లెట్ బౌల్స్ ఇప్పుడు చెప్పండి జనరల్గా మనకి ఇప్పుడు ఒక క్లాస్మేట్ బర్త్డే అనుకుందాం ఆ బర్త్డే చా బాయ్ ఏం చేశాడంటే చాక్లెట్స్ తీసుకొచ్చాడు ఇదంతా చాక్లెట్స్ చాక్లెట్స్ ఉన్నాయి ఏరియాలో రైట్ ఇది సోర్స్ అనుకోండి వీళ్ళందరూ రిసీవర్స్ తీసుకోవాలి అయితే ఏ అనే క్లాస్ టీచర్ ఏం చేశాడంటే చాక్లెట్స్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు చూద్దాం చాక్లెట్స్ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడంటే క్లాస్ టీచర్ ఏ ఫస్ట్ అతనికి ఇచ్చి సెకండ్ అతనికి పాస్ చేయమన్నాడు సెకండ్ అతనికి థర్డ్ అతను పాస్ చేయమని చెప్పాడు ఇలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు ఆయన రైట్ ఇలా డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే ఈ బి అనే టీచర్కు డౌట్ వచ్చింది ఏంటి సార్ ఆ డౌట్ అంటే ఒకవేళ మధ్యలో ఎవడన్నా తీసుకొని ఇయ్యకపోతే మధ్యలో ఒకవేళ వీడు జేబులో పెట్టుకొని థర్డ్ పర్సన్కి ఇవ్వకపోతే అప్పుడు కరప్షన్ జరిగే అవకాశం పెద్ద క్లాస్ని ఊహించండి పెద్ద పెద్ద క్లాస్ని ఇమాజిన్ చేయండి రైట్ అప్పుడు ఇబ్బందిగా మరి అయితే కరప్షన్ జరగకుండా చూసే విధానం ఏందో చెప్పమన్నాడు ఏ అనే టీచర్ బి అనే టీచర్కి అప్పుడు బి అనే టీచర్ ఏం చేశాడంటే ఒక అటెండెన్స్ రిజిస్టర్ తీసుకొని రోల్ నెంబర్ చదవటం మొదలుపెట్టాడు ఎవడికి వాడు వచ్చి తీసుకొని వెళ్ళమని చెప్పాడు వచ్చి రైట్ ఇప్పుడు ఫస్ట్ అతనికి రోల్ నెంబర్ వీడైతే వీడొచ్చి తీసుకొని వెళ్తాడు ఒకవేళ సెకండ్ రోల్ నెంబర్ అయితే వీడైతే వీడొచ్చి తీసుకెళ్తాడు ఇలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు ఆయన ఇప్పుడు సి అనే టీచర్కి డౌట్ వచ్చింది ఇంకో డౌట్ ఏంటి సార్ అని అడిగితే ఇంత పెద్ద క్లాస్ రూము వాళ్ళందరూ డయాస్ మీదకి వచ్చి తీసుకొని వెళ్ళటం అంటే ఈ టేక్స్ మచ్ టైం అని చెప్పాడు చాలా టైం తీసుకుంటుంది అన్నాడు అవునా కదా మరి easiest process easiest process fastest process ఏంటో చెప్పమన్నారు మళ్ళీ అప్పుడు ఏం చేశాడంటే సి అనే అతను టీచరు అటెండెన్స్ రిజిస్టర్ తీసుకొని రోల్ నెంబర్ చదవండి నేను ఇసిరేస్తుంటాను వాడు క్యాచ్ పడుతుంటాడు రైట్ విసిరేస్తుంటే క్యాచ్ పడతారంట వీళ్ళే రైట్ ఇప్పుడు ఒకసారి చూడండి మరి ఏం జరిగిందో ఫస్ట్ మెథడ్లో ఏం జరిగింది సెకండ్ మెథడ్లో ఏం జరిగిందో చెప్పండి నాకు రైట్ ఫస్ట్ మెథడ్ ఏంది teacher A method teacher A method ఏంది పార్టికల్ టు పార్టికల్ దాన్ని ఏమంటాం అంటే కండక్షన్ అంటాం రెండో మెథడ్ ఏంది బి అనే టీచర్ చేసింది ఏంది రిసీవర్స్ అంటే వీళ్ళ ఏడుకు వచ్చి తీసుకొని వెళ్తారు అదేంటిది కన్విక్టివ్ ప్రాసెస్ సి అనే ప్రాసెస్ ఏంది రేడియేషన్ ప్రాసెస్ రైట్ ఇప్పుడు జరిగింది ఏంది మొత్తానికి చెప్పండి కణాల నుంచి కణాలకు బదిలీ అయింది ఉష్ణ ఉష్ణరాశి దాన్ని ఉష్ణ వాహనం అంటాం if the heat is transferred to the particle to particle by the particle to particle is called the conduction process అంటాం if the particles in the medium are moving towards the source receives the energy then that process is called the convection process all right if the energy is directly transferred to the receivers from the source then that process is called the radiation process okay ఇప్పుడు తెలుగులో చెప్తా జాగ్రత్త చూడండి యానకంలోని కణాలు ఒకదానికొకటి కదులుతూ రెండో కణానికి అంటే కదులుతూ మూడవ కణానికి మూడో కణం కదులుతూ నాలుగో కణానికి ఇలా ఉష్ణ బదిలీ జరిగితే దాన్ని ఏమంటాం అంటే కండక్షన్ ప్రాసెస్ అంటాం ఉష్ణ వాహనం అంటాం అంటే అణువులు కదలికలు అణువుల కదలికల ద్వారా ఒకదానికొకటి కాంటాక్ట్లోకి వచ్చి హీట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే దాన్ని ఏమంటాం అంటే కండక్షన్ ప్రాసెస్ అంటాం వాహనం అంటాం అలా కాకుండా యానకంలోని కణాలు అంటే ద్రవ్యరాశి యానకంలోని కణాలు మనకి జనకం వైపుగా ప్రయాణించి ఉష్ణరాశిని పొందినట్లయితే ఆ పద్ధతిని ఏమంటాం అంటే ఏమంటాం అంటే సంవాహనం అంటాం అలా కాకుండా మనకి యానకంతో సంబంధం లేకుండా యానకంతో సంబంధం లేకుండా అంటే ఇక్కడ యానకం ఉంది కానీ వీళ్ళతో సంబంధం ఏమైనా ఉందే ఇప్పుడు చూడండి డైరెక్ట్గా సోర్స్ నుంచి సోర్స్ నుంచి రిసీవర్కి ఎనర్జీ ఏమైంది డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అయిపోయింది డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అయింది మధ్యలో ఆయనకు ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే వీళ్ళ యొక్క పాత్ర ఏమన్నా ఉందా వీళ్ళ యొక్క రోల్ ఏమన్నా ఉందా ఏమి లేదు even though heat is transferred from the source to receiver right without help of the media intermediate particles that process is called the radiation process right మనకి ఫైనల్ కంక్లూజన్ ఏం చూడండి ఇక్కడ ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే ఒక మీడియంలో particles one by one transfer చేసుకుంటే కండక్షన్ అంటాం వాహనం అంటాం అలా కాకుండా అందరూ కలిసి సోర్స్ వైపుగా మూవ్ అయితే దాన్ని ఏమంటాం అంటే కండక్షన్ అంటాం సారీ కన్వెక్షన్ అంటాం సంవాహనం అంటాం అదే డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికే సోర్స్ నుంచి ఎనర్జీ వచ్చింది అనుకోండి without help of the medium మనం దాన్ని ఏమంటాం అంటే కన్వెక్షన్ రేడియేషన్ అంటాం అయితే ఇప్పుడు ఈచ్ ప్రాసెస్లో అంటే ఇప్పుడు మనకి ఇంకా రియల్ లైఫ్లో బాగా అర్థం కావాలంటే ఇప్పుడు సాంబార్ ఉందనుకోండి వేడి వేడి సాంబార్ కాగుతుంది పొయ్యి మీద రైట్ నేనేం చేసినట్టే డైరెక్ట్గా గంట పెట్టి తిప్పుతున్నా అనుకోండి గరిట పెట్టి తిప్పుతున్నట్టు మీనింగ్ ఏంది ఫస్ట్ సాంబార్ నుంచి హీట్ గరిటె తీసుకుంది గరిట ఏం చేసింది గరిటలో ఉన్న ఒక్కొక్క పార్టికల్ నుంచి పార్టికల్ టు పార్టికల్ ట్రాన్స్ఫర్ అవుతూ డైరెక్ట్గా మళ్ళీ నాకు ఇచ్చేసింది అదైతే ఇది కండక్షన్ ప్రాసెస్ అలా కాకుండా గంట పక్కన పెట్టి చేయి పెట్టి తిప్పింది అనుకోండి నేనే సాంబార్లో పెట్టి తిప్పితే నేనే పోయి తెచ్చుకున్నా కదా అంటే నాకు ఆ సాంబార్కి మధ్య జరిగింది ఏంటి సంవహన ప్రాసెస్ అలా కాకుండా దూరంగా ఉన్నాను అనుకోండి డైరెక్ట్గా నాకు ఇసిరేస్తుంది అనుకోండి హీటు నా బాడీకి దాన్ని ఏమంటే రేడియేషన్ మధ్యలో ఎయిర్ యొక్క హెల్ప్ ఏమి లేదు ఇక్కడ ఎయిర్ హెల్ప్ ఉంటే వేరే విధంగా ఉంటుంది అది రైట్ అందుకే without help of the air అప్పుడు సాంబార్ నుంచి నాకు కనుక డైరెక్ట్గా మనకి హీట్ వస్తే దాన్ని ఏమంటే రేడియేషన్ ప్రాసెస్ అంటాం ఇప్పుడు ఒక్కొక్క దాని ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయి ఒక్కొక్క దానికి జరిగే ప్రాసెస్ ఏందో చూడండి ఫస్ట్ కండక్షన్ చూద్దాం వాహనం రైట్ వాహనం ఎక్కడ జరుగుతుందంటే within the solids within solids ఘన పదార్థాల లోపల జరుగుతుంది ఎందుకంటే అణువులు దగ్గర దగ్గరగా ఉంటాయి వన్ బై వన్ ట్రాన్స్ఫర్ చేసుకుంటాయి మళ్ళీ అవి ఫిక్స్డ్ పొజిషన్లోనే ఉంటాయి అలా ఇలా కదిలి మళ్ళీ నెక్స్ట్ అతనికి ఇస్తాయి నెక్స్ట్ అతను ఏం చేస్తాడంటే మళ్ళీ అటు ఇటు కదిలి థర్డ్ పర్సన్కి ఇస్తాడు కానీ ఫైనల్గా వాళ్ళు ఫిక్స్డ్ పొజిషన్లోనే ఉంటారు మాస్ ట్రాన్స్పోర్ట్ కాదు అవునా కాదా no matter transport no matter transported ద్రవ్యరాశి ఏమీ కదలదు ఇంకా ఎక్కడ జరుగుతుంది సార్ ఈ కండక్షన్ ప్రాసెస్ అంటే solid to liquid or the solid to solid or the liquid to gas interaction జరిగినప్పుడు ఇంటరాక్షన్ రైట్ ఇంటరాక్షన్ జరిగినప్పుడు అదేవిధంగా విత్ ఇన్ ద సాలిడ్స్ అన్ను ఎక్సెప్షనల్ కేసు ఏంటంటే మెర్క్యూరీలో కూడా లిక్విడ్ మెర్క్యూరీ అయినప్పటికీ మెర్క్యూరీ లిక్విడ్ అయినప్పటికీ కూడా దీంట్లో ఏం జరుగుతుందంటే కండక్షన్ ప్రాసెస్ జరుగుతుంది రైట్ ఇలా కూడా ఇస్తాడు మనకి ఎగ్జామినేషన్లో సార్ ఇదేంటి సార్ మేము ఆల్రెడీ దీని గురించి భయంకరంగా విన్నాం మేము ఏది వీటి గురించి ఇంతవరకు బాగానే తెలుసు మాకు మరి వీటి పరిస్థితి ఏంటి అని అవునా కదా అందుకే చూడండి ఇక్కడ పరిస్థితి ఏం జరుగుతుందో జనరల్గా మనకి సాలిడ్ టు లిక్విడ్ కానీ సాలిడ్ టు సాలిడ్ ఇంటరాక్షన్ కానీ జరిగినప్పుడు దానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఛాంబర్ అనుకోండి వాల్స్ ఇవి గోడ మధ్యలో ఎయిర్ ఉంది రైట్ మధ్యలో ఎయిర్ ఉంది ఇదే వాల్స్ డిఫరెంట్ టెంపరేచర్స్ అనుకోండి ఇవన్నీ కూడా టీ త్రీ టీ ఫోర్ అనుకోండి ఇలా డిఫరెంట్ టెంపరేచర్స్ ఉన్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ కేసు చూడండి T one is greater than T two అనుకోండి అంటే టీ వన్ ఇదే హాట్ వాల్ ఇదే కూల్ వాల్ రైట్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి హీట్ ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాయి right the heat transferred between the wall A and wall B ఈ రెండింటి మధ్య హీట్ ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతుంది ఇప్పుడు వేడిగా ఉన్న గోడ ఎవరు టీ వన్ కూల్గా ఉన్న గోడ ఎవరు టీ టూ బి అవునా కదా ఇప్పుడు హీట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది మధ్యలో ఏ మీడియం ఉంది ఎయిర్ అనేది గ్యాస్ టైప్ లిక్విడ్ ఉంది గ్యాస్ టైప్ ఫ్లూయిడ్ ఉంది అవునా కదా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి హీట్ రెండు విధాలుగా ట్రాన్స్ఫర్ అవుతుంది డైరెక్ట్గా ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది చూడండి ఈ టీ టూ అయితే టీ వన్ దగ్గరికి అయితే రావట్లేదుగా T two is not able to moving to towards the T one అంటే దట్ మీనింగ్ ఏంది ఖచ్చితంగా ఇది మూడు గంటలకు కండక్షన్ అయితే కాదు సారీ ఏది కన్వెక్షన్ అయితే కాదు రైట్ అంటే సంవహనం అయితే కాదు ఇప్పుడు రెండు విధాలుగా జరుగుతుంది ఒకటి డైరెక్ట్గా హీట్ అనేది టీ వన్ నుంచి టీ టూకి ఇలా ట్రాన్స్ఫర్ అవుతుంది ఈ ప్రాసెస్ని ఏమంటామండి రేడియేషన్ అంటాం డైరెక్ట్గా హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది without help of the air molecules అదే ఇప్పుడు ఎయిర్ మాలిక్యూల్స్ హెల్ప్ తీసుకుంటే పరిస్థితి ఎలా ఉంటుంది ఎయిర్ మాలిక్యూల్స్ హెల్ప్ తీసుకున్నాయి అనుకోండి ఇక్కడే వేడి కానీ ఏది హాట్ ఎయిర్ మాలిక్యూల్స్ ఉంటాయి హాట్ ఎయిర్ మాలిక్యూల్స్ ఏం చేస్తే ఇక్కడ నుంచి హీట్ తీసుకొని మళ్ళీ ఇటు వెళ్తాయి ఇక్కడ ఏమున్నాయండి కూల్ ఎయిర్ ఉంది ఈ కూల్ ఏం చేస్తుంది ఇటు పుష్ చేస్తే ఇది ఇటు వస్తుంది ఇప్పుడు ఈ హాట్ ఎయిర్ మాలిక్యూల్ దేంతో ఇంటరాక్ట్ అవుతుంది వాళ్ళు టీ టూ తోటి ఇంటరాక్ట్ అవుతుంది వాళ్ళు బి తోటి ఇంటరాక్ట్ అవుతుంది వాళ్ళు ఏతో ఇంటరాక్ట్ అయింది ఇక్కడ అటు మూవ్ అయ్యి మళ్ళీ వాళ్ళు బీకి ఇంటరాక్షన్ అయింది ఇంటరాక్ట్ అవుతుంది కదా ఇంటరాక్ట్ అయిందంటే ఇప్పుడు ఏంది ఇక్కడ ఏది గ్యాస్ అండ్ సాలిడ్ ఇంటరాక్ట్ అయింది ఎవరో తెచ్చిచ్చారు తెచ్చిస్తే ఇక్కడ మనకి ఏంటంటే ఏ ప్రాసెస్ రైట్ కండక్షన్ ప్రాసెస్ అవుతుంది ఏది solid gas interactions or the liquid gas interaction or the solid solid interaction right అందుకే మీకు ఎగ్జామినేషన్లో ఇలా కూడా అడుగుతూ ఉంటాడు జాగ్రత్త చూసుకోవాలి మరి కండక్షన్ అంటే ఓన్లీ ఇదొక్కటే గుర్తుపెట్టుకొని ఎగ్జామ్కి వెళ్ళమాకండి లేకపోతే ఎక్సెప్షనల్ కేసెస్ మరికిరి ఒకటి గుర్తుపెట్టుకొని ఎగ్జామ్కి వెళ్ళమాకండి అసలు యాక్చువల్ ప్రాసెస్ ఏందో ఆలోచించండి రైట్ ఇప్పుడు సినిమా టికెట్ ఉందనుకోండి సినిమా బుకింగ్ కౌంటర్లో ఉన్నాం మనం బుకింగ్ కౌంటర్లో నిలబడ్డారు మీ ఫ్రెండ్స్ అంతా కూడా నువ్వేం చేసినట్టే బయట నిలబడ్డావు నీ ఫ్రెండ్ తీసుకొచ్చి నీకు టికెట్ ఇచ్చాడు అనుకోండి conduction process right booking counter నుంచి నీకు తీసుకొచ్చి ఇస్తే టికెట్ కండక్షన్ ప్రాసెస్ వాడు ఎవడనేది నీకు అనవసరం వాడు సాలిడా గ్యాసా నీ ఫ్రెండ్ లేకపోతే లిక్విడా అనవసరం మనకి అరే అలా కాకుండా నువ్వే పోయి లైన్లో నించొని తెచ్చుకున్నావు అనుకోండి లైన్లో నించొని డైరెక్ట్గా వన్ బై వన్ బై తెచ్చుకుంటే దాన్ని ఏమంటావు కన్వెక్షన్ ప్రాసెస్ అంటాం సంవహన పద్ధతి డైరెక్ట్గా లేదు సార్ నాకు ఎవడ హెల్ప్ అవసరం లేదు నా ఫ్రెండ్ అవసరం లేదు నేను కూడా నిలబడను నేను డైరెక్ట్గా మొబైల్లో బుక్ చేసుకుంటా ఆన్లైన్ అవునా కదా ఏదో ఒకటి బుక్ మై షోలో నేను డైరెక్ట్గా బుక్ చేసుకుంటా అంటే దాన్ని ఏమంటావు టికెటే నీ దగ్గరకు వచ్చింది ఇప్పుడు నీ మొబైల్లోకి వచ్చింది డైరెక్ట్గా దాన్ని ఏమంటారు రేడియేషన్ అంటాం మనం ప్రాసెస్ ఇదన్నమాట జరిగేది ఎక్కువ థింక్ చేయొద్దు వీటి గురించి అందుకే సింపుల్ లాంగ్వేజ్లో మాట్లాడుకునే ప్రయత్నం చేసింది ఇప్పుడు నేను రైట్ ఎగ్జామినేషన్లో ఎందుకంటే ఈ మధ్యన కొంచెం టిపికల్గా ఇచ్చే అవకాశం ఉంటుంది కాన్సెప్ట్ క్లియర్గా లేనప్పుడు మన్ని ఎలాగైనా ప్లే చేసుకుంటాడు ఆయన ఎగ్జామినేర్ రైట్ ఓన్లీ రెండు గుర్తు పెట్టుకొని నేను వెళ్తా ఎగ్జామ్ రాస్తా అంటే కష్టం ఈ రోజుల్లో రైట్ ఇలా ఇలా కూడా అడుగుతాడు మనకి రెండు ఆపోజిట్ వాల్స్ డిఫరెంట్ టెంపరేచర్స్ వద్ద ఉన్నాయంటే ఒక ఛాంబర్లో ఆ మొత్తం కూడా ఆ ఛాంబర్లో ఎయిర్ ఫిల్ అయ్యిందంట right without help of the air the heat transmission method is radiation with the help of the air ఏంటి convection process sorry conduction process అని చెప్పాలి ఎగ్జామినేషన్లో రైట్ నాలుగు గోడల మధ్య ఎయిర్ బంధించబడి ఉందంట గాలి బంధించబడి ఉందంట రైట్ ఆ నాలుగు గోడలు కూడా వేరు వేరు ఉష్ణోగ్రతల వద్ద ఉంటే ఎదురెదురు గోడల మధ్య జరిగే ఉష్ణ ప్రసారం ఎదురెదురు గోడల మధ్య జరిగే ఉష్ణ ప్రసారం ఆప్షన్ ఏ సంవాహనం రైట్ ఆప్షన్ బి రైట్ ఇదేంటది వాహనం ఇదే సంవాహనం రైట్ వికీరణం వికీరణం ఏబి సరైనవి బీసీలు సరైనవి సిఏలు సరైనవి ఏబీలు ఏబీసీలు సరైనవి మూడు పద్ధతులు సరైనవి అంట ఇప్పుడు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ఎదురెదురు గోడలేగా T one T two right డైరెక్ట్గా హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది without help of air molecule అంతా అది జరుగుతుంది without help of the air molecule అంటే సి అవునా కదా with the help of the air molecules అంటే ఇక్కడ ఉన్న వేడి గాలి అణువులు దీంతో ఇంటరాక్ట్ అయ్యి మళ్ళీ ఇటు వెళ్ళి మళ్ళీ ఇక్కడ గోడ బితో ఇంటరాక్ట్ అయినాయి అప్పుడు హీట్ ట్రాన్స్ఫర్ చేసినాయి వాటికి గోడకి హీట్ ట్రాన్స్ఫర్ అయింది అదేంటి ఇది కండక్షన్ ఎవరో తీసుకొచ్చారు కదా అవునా కదా గోడ బీకి ఎవరో తీసుకొచ్చారు ఎవరు తీసుకొచ్చారంటే ఎయిర్ హెల్ప్ చేసింది కాబట్టి అది కండక్షన్ అంటే ఏ కామా సీల్ సరే ఇది ఆన్సర్ అంతేకాని మధ్యలో ఎయిర్ ఉందని కన్వెక్షన్ పెట్టి వచ్చారు ఇది అసలైన ప్రాసెస్ ఇలా కూడా అడగొచ్చుగా ఎగ్జామినేషన్లో ఈ క్రింది ఏ పద్ధతిలో మనకి మ్యాటరు ట్రాన్స్పోర్ట్ అవుతుంది ఏ హీటు ప్రాసెస్లో ఏ ఉష్ణ ప్రసార పద్ధతిలో మనకి ద్రవ్యరాశి లేదా మ్యాటర్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది అని అడిగారు అనుకోండి ఏ ప్రాసెస్లో మ్యాటర్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది కన్వెక్షన్ ప్రాసెస్లో మ్యాటర్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది ఎందుకంటే ఇది సోర్సు ఇది రిసీవర్ అయితే రైట్ ఇక్కడ ఉన్న మాలిక్యూల్స్ అంతా కూడా ఇటు మూవ్ అవుతున్నాయి మూవ్ అయ్యి మళ్ళీ తీసుకొని మళ్ళీ వెళ్ళిపోతున్నాయి ఇలా అంటే మొత్తం మ్యాటర్ అంతా కూడా ట్రాన్స్పోర్ట్ అయిపోతుంది దేంట్లో అంటే కన్వెక్షన్లో అదే సాలిడ్స్లో అయితే అలా జరగటలా రైట్ కండక్షన్ ప్రాసెస్లో ఎవడికాడు ఆడే ఉంటాడు ఎవడికాడు ఆడే ఉంటాడు మళ్ళీ వీడి వీడికిస్తాడు వీడి వీడికిస్తాడు ఇలా ఇచ్చుకుంటూ పోతారు కానీ ఫైనల్గా స్టేబుల్గా ఉంటుంది బల్క్ మాస్ ఎక్కడ మనకి ట్రాన్స్పోర్ట్ అవుతుందంటే మనకి కన్వెక్షన్ ప్రాసెస్లో ట్రాన్స్పోర్ట్ అవుతుంది ఇది ఎగ్జామినేషన్లో చూసుకోవాల్సింది రేడియేషన్ ప్రాసెస్లో ఏం జరుగుతుంది రైట్ ఇది సోర్స్ ఇది రిసీవర్ మధ్యలో మీడియం హెల్ప్ లేకుండానే డైరెక్ట్గా సోర్స్ నుంచి ఎనర్జీ రిసీవర్కి వెళ్ళిపోతుంది రైట్ ఇది జరిగేది రైట్ ఉదాహరణ చూడండి ఇప్పుడు ఎర్త్ సర్ఫేస్ ఇక్కడ వరకు ఉన్నాం మనం ఇంతవరకు అట్మాస్ఫియర్ ఇక్కడ నుంచి మనకి సన్ ఉన్నాడు హీట్ డైరెక్ట్గా వచ్చేస్తుంది ఎర్త్ మీదకి రేడియేషన్ ప్రాసెస్ రేడియేషన్ ప్రాసెస్ అంటే without the help of the atmosphere molecules or the in between the sun and the atmosphere డైరెక్ట్గా వచ్చేస్తుంది హీట్ అంతే మనకి దాన్ని అందుకే సోలార్ రేడియేషన్ అన్నాం మనం సౌర వికిరణం అని అంటే వికిరణ పద్ధతి ద్వారా జరుగుతుంది కాబట్టి రైట్ ఇది కండక్షన్కి మళ్ళీ అదేవిధంగా కన్వెక్షన్కి రేడియేషన్కి ఉన్న రిలేషన్స్ ఎగ్జామినేషన్లో అడిగాడు అనుకోండి జాగ్రత్త చూసుకోవాలి ఇలా అడిగితే మనకి జనరల్గా కండక్షన్ అంటే చూశారు మీరు ఇప్పుడు కన్వెక్షన్ ఎక్కడ జరుగుతుంది చెప్పండి కన్వెక్షన్ అంటే మ్యాటర్ మూవ్ కావాలి మ్యాటర్ మూవ్ కావాలంటే పదార్థం కదలాలి పదార్థం కదిలేటటువంటి స్వభావం ఉన్న పదార్థాలు ఏంటి right gases liquids within the gases within the లిక్విడ్స్లో జరిగేది ఏంది సంవాహనం జరుగుతుంది right within the gases within the liquids convection process జరుగుతూ ఉంటుంది అనమాట రైట్ ఎగ్జాంపుల్స్ ఏదైనా చూసుకోవచ్చు అట్మాస్ఫియర్ ఓషన్స్లో జరిగే హీట్ ట్రాన్స్ఫర్ లో జరిగే హీట్ ట్రాన్స్ఫర్ రైట్ వాటర్ కాగబెడుతున్నారు అనుకోండి ఇప్పుడు వాటర్ కాగబెడితే పరిస్థితి ఏం చెప్పండి ఇది బాటమ్ మాలిక్యూల్స్ ఇవి వేడిగా ఉన్నాయి అనుకోండి రైట్ ఇప్పుడు ఇక్కడ సర్ఫేస్ మాలిక్యూల్ చల్లగా ఉన్నాయి రైట్ ఇప్పుడు ఏం జరుగుతుంది ఫస్ట్ ఇవి హీట్ తీసుకుంటాయి హీట్ తీసుకొని పైకి వెళ్తాయి పైకి వెళ్ళి ఇక్కడ ఉన్న వాళ్ళకి చెబుతాయి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏం చెబుతాయి అంటే కింద హీట్ ఇస్తున్నారు పోయి తెచ్చుకోండి అన్నారు తెచ్చుకోండి అని అవునా కదా ఎవరికి వాళ్ళు చూడండి ఇక్కడ అడుగునున్న నానువులు తీసుకొని పైకి వెళ్ళి పైన నానువులకి చెప్పిన కింద ఉన్న హీట్ తెచ్చుకోండి అని అప్పుడు మళ్ళీ వాళ్ళు కిందకు వచ్చేసారు ఎవరికి వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిపోతున్నారు దీన్నే ఏమంటాం అంటే మనం కన్వెక్షన్ ప్రాసెస్ అంటాం రైట్ అదే సైంటిఫిక్ లాంగ్వేజ్లో మాట్లాడితే ఇక్కడ వేడి అయిపోతుంది కదా హాట్ వాటర్ అయిపోతుంది హాట్ వాటర్ ఏమవుతుందంటే లెస్ డెన్సిటీ అనమాట రైట్ డెన్సిటీ తగ్గిపోతుంది డెన్సిటీ తగ్గిపోతే పైన ఉన్న cool cool water higher density ఉంటుంది higher density liquid sinks low density liquids right మనకి ఏమవుతుంది ఎక్స్పాండ్ అవుతుంది పైకి వచ్చేస్తుంది రైజ్ అవుతుంది ఇదే రైజ్ అవుతుంది ఇదే సింక్ అవుతుంది ఈ విధంగా మనకి ఎవరి కాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అనమాట ఇది జరిగేటటువంటి ప్రాసెస్ ఇలా కూడా ఇస్తూ ఉంటాడు మనకి ఇది జనరల్గా మనకి రైట్ త్రీ ప్రాసెస్ ఎగ్జామినేషన్లో అడిగితే కన్ఫ్యూజన్ కావద్దు ఒకవేళ ఇప్పుడు థర్మస్ ప్లాస్కో ఇచ్చాడు అనుకోండి థర్మల్ ప్లాస్కో థర్మల్ ప్లాస్కో ఇస్తే పరిస్థితి ఏంటి థర్మల్ ప్లాస్కోలో మనకి హార్ట్ టీ హార్ట్ టీ లాగానే ఉంటుంది అవునా కదా థర్మల్ ప్లాస్కో స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే జనరల్గా ఇలా టూ జూమ్ చేస్తాను మనకి టూ లేయర్డ్ గ్లాస్ ఉంటుంది రైట్ ఇదేంటైతే రబ్బర్ రబ్బర్ కార్క్ ఇది ఓకే ఇక్కడ చూడండి ఈ గ్లాసెస్కి inside outside silver coating వేస్తాం సిల్వర్ కోటింగ్ ఇది పైన కేసింగ్ ఉంటుంది అది వేరే విషయం రైట్ ఓన్లీ లోపల గ్లాసెస్ చెప్తున్నా నేను ఇలా సిల్వర్ కోటింగ్ వేసినాం ఏది మనకి గ్రీన్ కలర్ది ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి లోపల ఉంది ఏంటంటే hot or the cool liquid అనుకుందాం ఏదైనా కావచ్చు రైట్ ఇప్పుడు హాట్ అని అనుకుంటే హీట్ లాస్ కాకుండా ఎలా జరుగుతుందో చూడండి హీట్ లాస్ కాకుండా మనకి ఈ రబ్బర్ కార్క్ ఏం చేస్తుందంటే అట్మాస్ఫియర్ కదా ఇది ఇది అట్మాస్ఫియర్ అట్మాస్ఫియర్తో ఇంటరాక్షన్ జరగకుండా కన్వెక్షన్ జరగకుండా చూసుకుంటుంది అవునా కదా అంటే దీని నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది ఈ రబ్బర్ కార్క్ ఏ ప్రాసెస్ నుంచి కన్వెక్షన్ ప్రాసెస్ నుంచి ఇక్కడ రాసుకోండి ఇంకా బాగుంటుంది కన్వెక్షన్ ప్రాసెస్ నుంచి యాక్చువల్గా ఇక్కడ గ్యాప్ ఉంది కదా ఈ గ్యాప్లో వాక్యూమ్ అండి ఇది వాక్యూమ్ శూన్య ప్రాంతం ఇది అంటే ఈ గ్లాస్కి ఈ గ్లాస్కి గ్లాస్ వన్కి గ్లాస్ టూకి మధ్యలో ఎయిర్ ఫిల్ చేసి అనమాట ఖాళీ చేయబడి ఉంటుంది దాన్నే శూన్యం అంటాం శూన్యం అంటే గ్యాప్ వచ్చిందిగా ఇప్పుడు హాట్ టీ నుంచి గ్లాస్ వన్ హీట్ తీసుకుంటుంది గ్లాస్ వన్ గ్లాస్ టూకి ఇవ్వాలి అంటే ఈ మధ్యలో కాంటాక్ట్లోకి రావాలి కదా కాంటాక్ట్లో రావడానికి మధ్యలో గ్యాప్ వచ్చిందిగా గ్యాప్ వచ్చింది కాబట్టి వాక్యూమ్ ఉందిగా ఈ వాక్యూమ్ స్పేస్ ఏం చేస్తుందంటే మనకి కాంటాక్ట్లో రానియకుండా చేస్తుంది రానియకుండా చేసి ఏ ప్రాసెస్ ద్వారా మనకి హీట్ లాస్ కాకుండా కాపాడుతుందంటే కండక్షన్ ప్రాసెస్ ద్వారా కాపాడుతుంది కండక్షన్ ప్రాసెస్ ద్వారా హీట్ లాస్ కాకుండా కాపాడుతుంది ఎగ్జామినేషన్లో మనకి థర్మల్ ప్లాస్కోలో మధ్యలో శూన్య ప్రాంతాన్ని వదులుతారు ఎందుకు అంటే సంవాహన పద్ధతి ద్వారా ఉష్ణరాశిని కోల్పోకుండా ఉండడానిక వాహన పద్ధతి ద్వారా ఉష్ణరాశిని కోల్పోకుండా ఉండడానికి అంటే వాహన పద్ధతి ద్వారా రబ్బర్ కార్కు యొక్క పని ఏంటంటే సంవాహన పద్ధతి ద్వారా కోల్పోకుండా రైట్ ఇంకో పద్ధతి ఏంది ఇంకా ఎలా కోల్పోయే అవకాశం ఉంటుంది రేడియేషన్ ప్రాసెస్ ద్వారా కోల్పోయే అవకాశం ఉంటుంది రేడియేషన్ ప్రాసెస్ ద్వారా కోల్పోవడానికి డైరెక్ట్గా ఇట్లా ఇచ్చినాం అనుకోండి రేడియేషన్ ఏమవుతుంది మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది అందుకే సిల్వర్ కోటింగ్ వేస్తారు ఈ గ్రీన్ కలరే సిల్వర్ కోటింగ్ ఇక్కడ సిల్వర్ కోటింగ్ ఎందుకు వేస్తారంటే గుడ్ రిఫ్లెక్టర్ అనమాట సిల్వర్ అనేది అందుకే ఏం చేస్తుంది ఎప్పుడైతే హార్ట్ టీ నుంచి డైరెక్ట్గా హీట్ వెళ్ళిపోయి గ్లాస్ టచ్ అయిందో మళ్ళీ వెంటనే రిఫ్లెక్ట్ చేస్తుంది ఒకవేళ గ్లాస్ వన్ క్రాస్ అయినా కానీ గ్లాస్ టూకి వెళ్ళినా కానీ గ్లాస్ టూ కాడ కూడా రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉంది కదా సిల్వర్ కోటింగ్ ఆ సిల్వర్ కోటింగ్ ద్వారా మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది అందుకే సిల్ సిల్వర్ కోటింగ్ దేని నుంచి కాపాడుతుందంటే రేడియేషన్ ప్రాసెస్ ద్వారా లాస్ కాకుండా కాపాడుతుంది రైట్ ఇది working of the thermos flask Dewar flask అంటాం మనం దీన్ని ఎగ్జామినేషన్లో అడిగినా చెప్పాలన్నమాట ఈ మూడు ప్రాసెస్ నుంచి కోల్పోకుండా ఉంటుంది కాబట్టి లోపల hot tea become hot for long time if the cool liquid cool become cool after long time right for the right function of ఇది working principle of thermos flask ఇది ఇది జనరల్గా ఎగ్జామినేషన్లో అడిగితే చూసుకోండి ఓకే అయినా కానీ హీట్ లాస్ అవుతుంది అట్లని రెండు నెలలు ఉంటాయి అటు ఒక డే ఉంటుంది మ్యాక్సిమం అయితే అంతేగాని మ్యాక్సిమం అయితే ఫార్టీ ఎయిట్ అవర్స్ ఒకవేళ ఇంకా ఒరిజినల్ థర్మస్ ఫ్లాస్క్ అని అన్ని కండిషన్స్ సాటిస్ఫై అయినా కానీ కానీ అయినా కానీ ఎంతో కొంత లాస్ అవుతుంది ఎంతో కొంత లాస్ ఎలా అవుతుందంటే ఈవెన్ దో మనం క్లోజ్ చేసినా కానీ ఎంతో కొంత లాస్ అవుతుందంటే ఇగో దీని ద్వారానే లాస్ అవుతుంది ఈ రేడియేషన్ ప్రాసెస్ ద్వారానే లాస్ అవుతుంది రైట్ థర్మస్ ప్లాస్కో ఏం చేస్తుందంటే ఈ రబ్బర్ కార్కు దీని నుంచి ఇంట్రాక్షన్ ఆపుతుంది రైట్ తర్వాత ఈ వాక్యూమ్ స్పేస్ దీని నుంచి పక్కాగా ఆపుతుంది కానీ ఈ సిల్వర్ కోటింగ్ ఏమవుతుందంటే ఎంత రిఫ్లెక్ట్ అయినా హండ్రెడ్ పర్సెంట్ దీని మీద ఇన్సిడెంట్ అయితే నైంటీ పర్సెంట్ రిఫ్లెక్ట్ అవుతుంది టెన్ పర్సెంట్ ఏమవుతుంది లాస్ అయిపోతుంది లీకేజ్ అవుతుంది ఆ హీట్ లీకేజ్ అవ్వటం వల్ల ఆ ten percent ten percent ten percent ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ తర్వాత ఆటోమేటిక్గా మొత్తం లాస్ అయిపోతూ ఉంటుంది అనమాట అందుకే హీట్ లాస్ అనేది రేడియేషన్ ద్వారా జరుగుతుంది అంతే రైట్ అయినా కానీ ఎగ్జామినేషన్లో అడిగితే జాగ్రత్త చూసుకోండి లాస్ కాకుండా ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క ఫంక్షనింగ్ చేస్తూ ఉంటుంది రైట్ ఫైనల్గా మళ్ళీ ఎలా లాస్ అవుతుంది మరి అయినా కానీ అని అడిగితే ఏం చెప్తారు రేడియేషన్ ప్రాసెస్ ద్వారా లాస్ అవుతుందని చెప్పాలి ఇది thermos flask heat transmission methods అనమాట ఎగ్జామినేషన్లో అడిగితే జాగ్రత్త చూసుకోవాలి ఓకే ఎగ్జామినేషన్లో అడిగితే ఇలా కూడా అడగొచ్చు మిమ్మల్ని if a person stand nearby the furnace right ఒక వ్యక్తి మంట దగ్గర నించుంటే if a person stand nearby the furnace మంట దగ్గర నించుంటే లేదా fire or the flame right నించుంటే అతనికి ఉష్ణరాశి ఏ ఏ పద్ధతుల ద్వారా బదిలీ అవుతుంది which of the following heat transmission methods to transfer the heat from the source to the receiver అని అడిగాడు అనుకోండి option A conduction option B convection option C radiation option ఇలా ఇస్తాడు A B true true right BC true CA true right ABC true ఏ చెప్పండి ఒక పర్సన్ మనకి ఇతను పర్సను ఇది ఫ్లేమ్ అనుకోండి మధ్యలో ఎవరున్నారు ఎయిర్ ఉంది ఇప్పుడు చెప్పండి ఇక డైరెక్ట్గా ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి రైట్ డైరెక్ట్గా సోర్స్ నుంచి రిసీవర్కి రావటం ఏంటిదండి ఇది రేడియేషన్ ప్రాసెస్ రైట్ ఈ ప్రాసెస్ ఏంది రేడియేషన్ ఇంకోటి ఏంది ఎయిర్ ఉంది ఇక్కడ ఏంది హాట్ ఎయిర్ ఇది అవునా కదా హాట్ ఎయిర్ ఏం చేస్తుంది హీట్ తీసుకొని ఇటు వస్తుంది ఈ పర్సన్ దగ్గర ఎయిర్ ఉంది కూల్ ఎయిర్ ఉంది ఈ కూల్ ఎయిర్ ఏం చేస్తుంది ఇటు వెళ్ళిపోతుంది హాట్ ఎయిర్ ఇప్పుడు ఎవరితో ఇంటరాక్ట్ అవుతుంది పర్సన్తో ఇంటరాక్ట్ అవుతుంది ఈ పర్సన్తో ఇంటరాక్ట్ అయ్యి ఈ హార్ట్ ఎయిర్ ఏం చేస్తుందంటే లాస్ అయిపోతుంది ఎనర్జీ ఎలా లాస్ అవుతుందంటే ఇతనికి ఇవ్వబట్టి లాస్ అవుతుంది నేను మాట్లాడేది ఎవరి గురించి ఇక్కడ వీళ్ళిద్దరి గురించి మాట్లాడుతున్నా ఈ పర్సనను ఈ సోర్స్ మధ్యలో జరిగే ప్రక్రియ మధ్యలో ఎవరు తీసుకొస్తున్నారు అనేది తనకు అనవసరం రైట్ అది మాత్రమే మాట్లాడుతున్నా అందుకే ఇప్పుడు ఎవరు తీసుకొచ్చారంటే ఎయిర్ తీసుకొచ్చి తనకి ఇచ్చింది కాబట్టి ఇది ఎవరి ప్రాసెస్ అంటే కండక్షన్ ప్రాసెస్ ఇది రైట్ మీకు డౌట్ వస్తుంది సార్ ఎయిర్ ఉందిగా సార్ అని ఎయిర్ అంటే విత్ ఇన్ ద ఎయిర్ లో కన్వెక్షన్ నేను కాదంటలా within the air convection కానీ air to the person conduction air to the person conduction వాళ్ళిద్దరి మధ్య జరిగేది ప్రాసెస్ రైట్ ఇది ఎయిర్ మాలిక్యూల్ అనుకోండి నాకు టచ్ అయింది ఇది మా ఇద్దరి మధ్య జరిగింది కండక్షన్ కానీ ఇది ఎయిర్ మాలిక్యూల్ ఇంకో ఎయిర్ మాలిక్యూల్ రైట్ ఇది కూల్ ఎయిర్ ఇది హాట్ ఎయిర్ కాదంటలేదు మళ్ళీ తర్వాత ఇది ఇటు వెళ్తుంది ఇది ఇటు వస్తుంది వీళ్ళిద్దరి మధ్య జరిగేది కన్వెక్షన్ ప్రాసెస్ రైట్ ఇది జనరల్గా ఎగ్జామినేషన్లో కన్ఫ్యూజన్ కాకుండా చూసుకోండి రైట్ ఎలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏం చెప్పండి ఫైనల్గా కండక్షన్ ద్వారా జరుగుతుంది రేడియేషన్ ద్వారా జరుగుతుంది కాబట్టి ఏ కామా సి అంతేగాని చాలామంది ఏం చేస్తారు